నామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను యాక్చువల్గా ప్రోగ్రాం ఈరోజు ఎనిమిదిన్నరకి ముందు ఉందనుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ వాసవి బృందావనం మోతీనగర్లో ఆల్రెడీ క్లాస్ చెప్పడం జరిగింది దాంతోపాటు మన ట్రినిటీ హోమ్లో కూడా మెయిన్స్టిక్ మంజీరా ట్రినిటీలో కూడా క్లాస్ చెప్పాను ఆ తర్వాత మీకు చెప్పాలనే ఉద్దేశంతో మన బిఎన్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి జయంతి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అసలు ఏమిటిది అనే దాని గురించి క్లుప్తంగా చెబుదామన్నా కొత్తగా పది మంది కూడా లేరు అయినా పర్వాలేదు రెండు మాటలు చెప్పేసి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాను పది నిమిషాల్లో ఆల్రెడీ అవకాశం వచ్చింది కాబట్టి చూడండి ఇందాక మీరు ఆల్రెడీ పంచాంగం విని ఉంటారు పంచాంగము అంటే ఐదు అంగాలు ఏమిటది తిది వారము నక్షత్రము కరణము మరియు యోగము ఇందులో తిది గురించి పూర్తిగా తెలుసుకుంటే శ్రీ మహాలక్ష్మి కటాక్షించుంది మనం ఎలా సంపాదించుకోవాలి ఎలా బ్రతికితే ఎలా జీవితం ఉంటుంది అనే దాని గురించి తెలియజేసేదే మనకి తిది వారం ఏం చేస్తుంది ఆయుష్ను వృద్ధి చెందడం ఎట్లా దీర్ఘాయుష్తో బ్రతకడం ఎట్లా అని చెప్పేది మనకి నక్షత్రం ఏం చెప్తుందంటే గతంలో చేసిన తప్పుల్ని పొరపాటున జరగకుండా వాటిని కాపాడుకోవటం కోసం మనం నేర్చుకునేదే నక్షత్ర ప్రభావం అందుకనే యుగ ఆది ఉగాది అంటే యుగాది ప్రారంభం ఒక మాట చెప్పాలంటే అయితే క్లుప్తంగా రెండు మాటలు చెప్తాను చూడండి కరణము కర్తవ్య నిర్వహణ ఏ విధంగా ఉండాలి నేను ఎలా జీవితాన్ని కొనసాగిస్తే నా జీవితం నిండు నూరేళ్ళు ఆయుర ఏ విధంగా కొనసాగుతుంది నెక్స్ట్ యోగం రోగం రాకుండా జీవించటమే యోగం అంటే ఏమిటి రోగం ఏంటి యోగం ఏమిటి మానవుడి శరీరంలో మూడు వందల జాయింట్లు ఏడు వందల కండరాలు పదహారు వందల కిలోమీటర్ నాడులు తొంభై ఆరు వేల కిలోమీటర్ నాడీ తంతువులు డెబ్బై రెండు వేల నాళ్ళతో కూడి ఉంటుంది ఈ శరీరం చాలామందికి తెలియని జీవిత రహస్యం మరొకసారి చెప్తున్నాను చూడండి మానవుడు శరీరంలో వందల జాయింట్లు ఏడు వందల కం పదహారు వందల కిలోమీటర్ నాడులు తొంభై ఆరు వేల కిలోమీటర్ నాడీ తంతువులు డెబ్బై రెండు వేల నాళ్ళతో కూడి ఉంటుంది ఈ శరీరం ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో అత్యంత ముఖ్యమైన నాడులు మూడు నాడులు వెన్నెముక గడవైపున ఒక నాడి ఉంటుంది దానిని ఇడా నాడి అంటారు దాన్ని ఇంగ్లీష్లో సింపాథిక్ నర్వ్ అంటారు ఇప్పుడు మరొక నాడి ఉంటుంది దాన్ని పింగళ నాడి అంటారు దాన్నే పారాసింపాటిక్ నర్వ్ అంటారు మధ్యలో ఒక నాడి ఉంటుంది దాన్ని సుష్మణ నాడి అంటారు దాన్నే స్పైనల్ కెనాల్ లేదా స్పైనల్ ఫ్లూయిడ్ లేదా జీవామృతము లేదా నెక్టర్ ఆఫ్ లైఫ్ అంటారు ఇడా నాడి పింగళ నాడి సుష్మణ నాడి ఈ మూడు కూడా పెనవేసుకొని మెలికలు తిరుగుతూ మెలికలు తిరుగుతూ మెదడు వైపు కనెక్ట్ అవుతాయి ఎక్కడైతే నరాలు కలిసినాయో ఆ నరాలు కలిసిన భాగాన్ని నర్వ్ ప్లెక్సస్ అంటారు వీటిని నాడీ సందాకలు అంటారు అదే మెదడులో కనుక కలిస్తే దాన్ని మస్తిష్క ద్రవం లేదా సెరిబ్రో స్పైనల్ పోయిట్ అంటారు గుర్తుంచుకోండి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జీవితం మాత్రమే ఉన్నతంగా ఉండటానికి కారణం మానవులు మాత్రమే వెన్నుముక భూమి యొక్క శక్తికి వ్యతిరేక దిశలో ఉంటుంది అందుకనే ఆలోచన శక్తి అవగాహన శక్తి సంస్కృతి సాంప్రదాయము ప్రకృతి పట్ల ప్రతిస్పందించే మనస్తత్వం మంచి భాష ఇవన్నీ ఒక్క మానవుడికి మాత్రమే రావడానికి మూలం ఒక్క వెన్నెముక నిటారుగా వెన్నెముక నిటారుగా ఉండటం వల్ల ఏమండి central nerve system peripheral nerve system atomic nerve system అని మూడు రకాల నర్వ్ సిస్టమ్స్ మానవుడిలో మాత్రమే డెవలప్ అయినాయి అందుకే మెదడు బాగా డెవలప్ అయింది అది దయచేసి గుర్తుంచుకోండి దీని గురించి సైంటిఫికల్గా మరొకసారి సమయం ఉన్నప్పుడు చెప్తాను క్లుప్తంగా మాత్రం ఇచ్చేస్తాను ఎంతసేపు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటా ఎవరికి వాళ్ళే గొప్ప ఎందుకంటే ఎవరి ఏలు ముద్ర నీ ఏలు ముద్ర మరొకడికి ఉండదు నీ ముద్రలు నీకు తప్ప ఈ భూమి మీద మరొకడికి ఉండవు మీ ఆలోచన మీకే మరొక వ్యక్తి ఆలోచన మరొక వ్యక్తికే కానీ ఈ విషయం చాలామందికి తెలియదు నేను చెప్పినట్టు వినరేమిటి అంటారు వాళ్ళు అదే అనుకుంటూ ఉంటారు నేను చెప్పినట్టు వీళ్ళు వినరేమిటి అని కామన్గా జరుగుతున్న వాస్తవం అండి అర్థమవుతుందా ఒకటే చెప్తున్నా భార్య భర్త ఇద్దరు కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆప్యాయంగా ప్రేమగా అర్థం చేసుకునే మనస్తత్వంతో అందంగా ఆరోగ్యంగా తెలివితేటలతోటి సత్సాంప్రదాయాలతోటి సత్సంస్కృతితోటి ఇద్దరు కనుక కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే అవే విత్తనాలు రిలీజ్ అవుతాయండి ఆ విత్తనం ద్వారా పుట్టే బిడ్డ ఈ ప్రపంచానికి జోతవుతాడు ప్రకృతికి కానుకోతాడు తల్లిదండ్రులకు వరం అవుతాడు అటువంటి వరప్రసాదం అంచాల్సిన ధర్మం మానవుడిగా భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అండి నేచర్కి మనం ఇచ్చే గిఫ్ట్ అదే దయచేసి గుర్తుంచుకోండి అందమైన ఆరోగ్యవంతమైన తెలివితేట కలిపెట్టలు ఉంటే మనకు ఆస్తులు అవసరంలా మన పిల్లలే మనకు ఆస్తులు అవుతారు దయచేసి చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా ఎందుకు చప్పట్లు కొట్టాలనేది కూడా మీకు ఒక అవగాహన ఇస్తాను ఎందుకంటే తెలియాలి ఏదో కొట్టబోతే బాగుండదు అన్నట్లు కొట్టి వెళ్ళిపోతున్నారు మంచిదేనండి ఏం కాదు తర్వాత దాని ఇంపార్టెంట్ తర్వాత తెలుసుకుందాం ఒకటేనండి మీ పిల్లలకి డబ్బులు ఎక్కువ సంపాదించిస్తే వ్యసనాలకు అలవాటు పడతారు అలానే లేకుండా పెంచితే దొంగతనానికి అలవాటు పడతారు అవసరాన్ని పట్టిస్తే జీవితాన్ని చక్కదిద్దుకుంటారు సంపాదించే మార్గాన్ని నేర్పితే కలకాలం ఆనందంగా బతకటం నేర్చుకుంటారు ఎంత గొప్ప మాట చూడండి అసలు పిల్లలకి సంపాదించే మార్గాన్ని నేర్పాలి తప్ప ఇది అందుకనే ధనాన్ని మనం ఇస్తున్నాం తప్ప గుణాన్ని ఇవ్వలేదు గుర్తుంచుకోండి సాంప్రదాయాలని సంస్కృతిని మొత్తాన్ని కూడా వెనక నెట్టేస్తున్నాం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో కొంత మేలు చేసే అవకాశం భగవంతుడు మనకు కల్పిస్తాడు నేను మీలాగనే అంత ఎంఏ సైకాలజీలో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించుకొని స్వామి బాబాగారు పిలిస్తే బాబాగారి దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పి చెప్పి స్వామి చెప్తే ఉద్యోగాన్ని రిజైన్ చేసి సమాజానికి గత ఇరవై ఐదేళ్ల నుంచి మీలాంటి వ్యక్తులకి పద్దెనిమిది లక్షల మందికి క్లాసులు కండక్ట్ చేశాను ఇప్పటికీ కానీ ఎప్పటి నుంచో మనసులో ఉంది మలేషియన్ టౌన్షిప్లో కూడా ఒక విత్తనం వేస్తే బాగుందని అనుకోకుండా భగవంతుడు ఈ రూపంలో అవకాశం ఇచ్చాడు అంతవరకు మీరందరూ కూడా ఒక చిన్న మెసేజ్ లాగా పెట్టుకొని రేపు evening between six to eight ఆ టైంలో లేదా సిక్స్ టు సెవెన్ లేదా సెవెన్ టు ఎయిట్ ఒక వన్ అవర్ నా చేత కానీ క్లాస్ ఇప్పిస్తే జీవితం అంటే ఏంటో రుచి చూపిస్తానండి నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నానంటే నాకు స్వామి ఇచ్చిన అనుగ్రహం అంతే తప్ప ఇదేం లేదు ఆధ్యాత్మికత అంటే ఏదో అనుకుంటున్నారు ఆది ఆత్మ కథ ఆది పుట్టినప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావు పోయేటప్పుడు అలాగే పోతావు మధ్యలో ఆడే నాటకమే ఈ దొంగ నాటకం గుర్తుంచుకోండి అంటే ఆది పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు భార్య లేదు పిల్లలు లేరు కుటుంబం లేవు ఆస్తి లేవు అంతస్తు లేదు అందం లేదు ఇవేమి మీతో రాదు అని తెలుసుకుంటమే ఆధ్యాత్మికత అంటే గుర్తుంచుకోండి చాలామంది ఆధ్యాత్మికత అంటే ఏదేదో అనుకుంటూ ఉంటాం కానీ ఆధ్యాత్మికత అంటే ఎంత సింప్లిఫై చేసి ఉందో చూడండి దీని గురించి కూడా నేను పూర్తిగా మీకు నేను చెప్తాను అర్థమంతా దీనికి కొంచెం ఆహార అలవాట్లు పాటించాలి ఏమిటిది పోసి పెట్రోల్ బట్టే బండి నడుస్తుంది తిని తిండిని బట్టే జీవితం నడుస్తుంది సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ప్రతి జీవి ఏ ప్రతి జీవిలో ఉన్న జాతి ఏ ఆహారం అయితే తింటుందో ఆ జాతి మొత్తం అదే ఆహారం తింటుంది తప్ప మరొక ఆహారం తినదు మేకలు ఉన్నాయి ఆకులు మాత్రమే తింటాయి ఏమైనా చిలకలు ఉన్నాయి పళ్ళు మాత్రమే తింటాయి ఏ చిలకైనా కానీ పర్వాలేదు మీకు దాని మీద ధ్యాస వదిలేసేయండి నేను రండి అవేర్నెస్ ఒకవేళ ఇదేమైనా కానీ మీలాగా అంత కింద పడే అంత ఇంబ్యాలెన్స్ రండి భగవంతుడు ఇచ్చాడు ఇరవై ఐదేళ్ళ నుంచి చూస్తున్నా కదా కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకేమో నా మీద ప్రేమ నాకేమో మీ మీద ప్రేమ ఏం చేయమంటారు అందుకంటే వేరే ఏం లేదు ఎంత మంచి మాట చూడండి కోసే పెట్రోల్ బట్టే బండి నడుస్తుంది తినే తిండిని బట్టే జీవితం నడుస్తుందని ఎవరికి తెలియదండి విందులు విందులు అంటూ తింటున్నాం మందులు మందులు అనుకుని వాడుకోవాల్సిన అవసరానికి వస్తున్నాం కాబట్టి ఏది తినాలి ఏది తినకూడదు ఏది మేము చేస్తుంది ఏది కిరి చేస్తుంది ఎంత మాలో తినాలి ఎప్పుడు తినాలి ఎంతమందికి తెలుసండి అందుకని చెప్పేది ఆహారాన్ని ఎక్కువగా తింటే అది గుర్తుంచుకోండి అనారోగ్యంతో సమానం చాలామందికి తెలియని వాస్తవం అండి ఆకలితో తినండి అమృతం అయిపోతుంది అవసరానికి తినండి ఔషధంగా పనిచేస్తుంది అలవాటుగా తినండి అనారోగ్యంగా పనిచేస్తుందండి మనకు అంత అలవాటు అండి అంతే ఎంతసేపు వేసేటివే నేర్చుకున్నాం తప్ప తీసేది అందుకనే ప్రతి ఒక్కళ్ళ మైండ్ ప్రస్తుత సమాజంలో వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా ఎవరూ మాట్లాడలేదండి ఇది చాలా అన్యాయం అండి ఏమి లేదు గురుగారు చెప్పలేనంత వీక్ అయిపోయాం వదిలేయండి గురుగారు అన్నట్లుగా మరి ఏది ఎస్ఆర్ మరి ఏదో చెప్పొచ్చు కదండి వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా గట్టిగా చెప్పండి ఎంత వీక్గా ఉందో తెలుసా నేను చెప్తాను రిపీట్ చేయండి భయము చెప్పండి చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఒక మాట చెప్తానండి దానికి ఇబ్బంది పడమాకండి ఎందుకంటే భయం అనేది ఒక ఊహ మాత్రమే తప్ప అది నిజం కాదండి చాలా మందికి తెలియని సీక్రెట్ అండి భయం అంటే ఏమిటో తెలియకుండా ప్రతిదానికి భయపడతారు నలుగురులోకి వెళ్ళాలంటే భయం వంటగా ఉండాలంటే భయం ఏమంటే ఎవరైనా చీకటంటే భయం పామంటే భయం ప్రతిదానికి భయమేనండి అది అక్కడ చూడండి ఎంత పెద్ద దయ్యం ఉందో కళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో పాములు చూడండి ఎట్లా ఉన్నాయో అది ఊహేనండి అది నిజం కాదండి ఊహన నిజం అనుకో నిజమైన జీవితాన్ని పోగొట్టుకోవటమే భయం అంటే జయంతి గారు చప్పట్లు కొట్టట్లా కొట్టడం కూడా భయమే గారు మాటలు అన్నట్లుగా ఉన్నారు మొత్తం ఎంత అనుమతినట్టు మాటలు చూడండి అసలు అర్థవంత ప్రతి ఒక్కరి మైండ్ ఎలా ఉందంటే భయము చెప్పండి అందరూ ఒకసారి ప్లీజ్ రిపీట్ చేయండి భయము పిరిగితనము అనుమానం అపార్థం ಇನ್ಫೀರಿಯಾರಿಟಿ ಸೋಮರ್ತನ ಬತ್ತಕೊಂಡು ನಿದ್ರೆ ಮತ್ತು ಅತಿಬುರ್ಗು ಕೂಡ್ಕೊಂಡು తన ತನ తన ನಿಲ್ಲಿದ್ದದ అజాగ్రత్త అసంతృప్తి కోటి దత్తం మార్పుదత్త నామకం ప్రశ్నించమని విమర్శదాన్ని నామాన జనమే ఏకపడుతున్న కోపం ఉద్రేకం ఆవేశం ఈర్ష కక్ష ద్వేషం అసూయం ఒక్క తిప్పకుండా మీకు ఎన్ని కావాలంటే అది చెప్పగలనండి ఎవరికైతే ఎటువంటి ఆలోచన విధానం ఉంటుందో వాళ్ళకి అవుట్ పోయింగ్ ఉంటుందండి ఇన్పుట్ ఉండదండి మానసిక శక్తిని కోల్పోతూ ఉంటారండి శారీరక వీక్పోతూ ఉంటారండి తింటానికి మూడు పొట్ల తింటారండి ఏముంటో నాకు తిన్న తరగనే ఎట్లా నా బతికింటే అయిపోయింది అంటూ ఉంటారండి ఈ బ్యాచ్ అంతా ఎక్కువ మంది ఉన్నారండి కారణం ఏంటంటే ఏది చేయాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఏమీ లేదండి వాత పిత కఫ ఈ మూడింటి గురించి కూడా మీకు నేను క్లాసులో చెప్తాను ఏదేది ఎలా ఉంటుంది బాడీకి మందు అనేది లేకుండా మనిషికి మనసుకు మందే అనే ఆలోచన విధానాన్ని మీకు తీసుకొచ్చి మీ దగ్గర చూపిస్తానండి నాకు బీపీ నాకు మా కళ్ళు నా గ్యాస్ట్రిక్ డబ్బులు ఏమంటే నాకు షుగర్ ఉంది నాకు ఇది ఉంది అనుకున్నారు కదా వారం రోజుల్లో దగ్ధం చేసేస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా ఉంటే చూడండి సాధన చూపిస్తాను మొత్తం దీనికి ఒక మరొక మాట చెప్తా ఎవరికి దీని గురించి తెలియదు ఎంత ఎంతసేపు సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం మంచిది తప్పనట్లా ఆర్థికం ఎదగటం తప్పు కాదు ఆధ్యాత్మిక ఎదగపోవటం తప్పండి స్పిరిచువల్గా కూడా ఎదగాలి అప్పుడే మన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాం ఒక కోణంలో అందరూ ఎదుగుతున్నాం రెండో కోణంలో ఎదగట్లా అందుకే అసంతృప్తి శరీరానికి మురికి పడితే స్నానం అవసరం అండి మనసుకు మురికి పడితే ధ్యానం అవసరం అండి కానీ ఈ మురికిని మాత్రం తొలగిస్తూ ఎక్కడికి వెళ్తున్నాం బ్యూటీ పార్లర్కు మరొకదో ఇక్కడ క్రీమ్ ఇక్కడ క్రీమ్ లోపల క్రీమ్ మాత్రం ఎవరో అంటలా ఎవరైతే ఆలోచన మొత్తం గుర్తుంచుపడే ధ్యానము యోగం ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు ప్రేమ దయ కరుణ ఆప్యాయత అనురాగం సిన్సియారిటీ ఆనెస్టీ పంచువాలిటీ రెస్పాన్సిబిలిటీ సహవిద్య సొంతగద్యత వినయం ఇదేత క్షమాగుణం అనుకున్న దాన్ని సాధించే ఆత్మవిశ్వాసం ఒకటే చెప్తున్నా నడిచే నడకలో నడిచిన నడకలో బాధ్యత ఉంటుంది చూసే చూపులో స్వచ్ఛత ఉంటుంది మాట్లాడే మాటలో సత్యం ఉంటుంది జీవితంలో సేవాభావం ఉంటుంది త్యాగబుద్ధి ఉంటుంది అనుకున్న దాన్ని సాధించే ఆత్మవిశ్వాసం ఉంటుంది If mind is powerful, the body is powerful. If mind is strong, the body is strong. If mind is flexibility, the body is flexibility. If mind is purity, the speech is clarity అన్నారు మనసు పవిత్రంగా ఉంటే మాట స్పష్టంగా ఉంటుందండి మైండ్ కరెక్ట్గా లేకుండా బాడీకి మనం ఏం చేసినా ఉపయోగం లేదు పొద్దున్న లేచి వాకింగ్ చేస్తున్నారు మంచిదే వాకింగ్ కంటే మించింది రన్నింగ్ రన్నింగ్ కంటే మించింది చెప్పగలరా ఎక్సైజ్ ఎక్సైజ్ కనిపించిన ఆసనాలు ఆసనాలు కనిపించింది ప్రాణాయామం ప్రాణాయామం కనిపించింది ఆహార పొరపాట్లు ఆహార పొరపాటు మించింది ధ్యానం ధ్యానానికి మించింది జ్ఞానం అండి నేను మిమ్మల్ని తీసుకెళ్లి జ్ఞానం దగ్గర కూర్చోబెడతా ఇవన్నీ సెట్ అయిపోతాయండి అందరూ దీని గురించి ఆలోచిస్తే తప్ప దాన్ని మాత్రం ఎవరూ పొందట్లేదు అర్థమవుతుంది అంత పిచ్చి జనం అండి నేను ఏం చెప్తే అది నమ్మటానికి ఏం చెప్తే అది ఇది అవ్వడానికి అర్థమవుతున్నా కాబట్టి గుర్తుంచుకోండి అవకాశం ఉంటే తప్పనిసరిగా రేపు ఒక నోటీస్ బోర్డులో నోటీస్గా పెట్టి మన బిఎన్ రెడ్డి గారు జయంతి గారు అలాగే ఇక్కడ ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ మొత్తానికి కండక్ట్ చేస్తూ పది మందికి మంచి చేయాలని ఆలోచన ఉంటే ఆణిముచ్చాలంటే మాటలు చెప్తా నచ్చిందనుకోండి ఉపయోగించుకోండి లేదనుకోండి మీ జీవితం మీద నా జీవితం నాది ఏముంది అందుట్లో మనకి మనకైనా కాంట్రాక్ట్ ఉన్నాయి లేకపోతే మనీ ఏమైనా ఉందా ఇందుట్లో అర్థవత్న స్వచ్ఛందంగా చేసేది సత్యవంతంగా బ్రతికేది గురువు మా స్వామికి మాట ఇచ్చాము ధర్మబద్ధంగా ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడతాన్ని మాట ఇచ్చాను ఆ ఇచ్చిన మాటను కట్టుబడి జీవితాన్ని వదులుకొని వచ్చా నా భార్య సిండికేట్ బ్యాంక్ మేనేజర్ అండి she also resign the job I'm LIC development officer అండి I'm also resign the job అండి both the resign the job to the service of society అండి అర్థమవుతున్న మాట అలా నాతో పాటు వనస్థలీపురం దగ్గర నుంచి అప్ టు ఇటు బిహెచ్ఎల్ చందానగర్ వరకు ఆల్రెడీ మా పటాన్ వరకు మా గురుజీలు మొత్తం మా టీమ్గా వచ్చామండి ఆ మొత్తం అంతా సర్వీస్ చేస్తున్నారు అవకాశం ఉన్నాడు ఉపయోగించుకోండి ఒకవేళ నేను ఒకటే చెప్తున్నా ఆశ ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రయత్నించండి హాస్పిటల్కి వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నించబాకండి అన్ని పిచ్చ జబ్బులు మొత్తం లేని అన్ని కల్పించి ఆ మందులు ఈ మందులు వాడుతున్నారు మందు ఎందుకండి యాభై రెండు సంవత్సరాలు నాకు ఈ రోజుకి నా తల్లి మీద ప్రమాణం చెబుతున్నా జలుబు అనేది లేదు జ్వరం అనేది లేదు నా జన్మలో గుర్తుంచుకోండి మీరు బ్రతకండి అలా మరి ఏ ఊరు పడితే ఆ ఊరు తిరుగుతున్నాగా ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటున్నాగా గుర్తుంచుకోండి దీనికి ఒకటే కారణం శ్వాసండి మనిషి పుట్టుకతో శ్వాసతో పుడతాడు శ్వాసతోనే చనిపోతాడు ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు నీరు లేకుండా కొన్ని గంటలు బతకవచ్చు శ్వాస లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేం మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైనది శ్వాస ఈ శ్వాసకు సంబంధించిన పద్నాలుగు క్రియలు ఉన్నాయని ఈ క్రియలు కనుక కరెక్ట్గా కనుక మనం నేర్చుకోగలిగితే శరీరంలో ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతాయి జబ్బులు వచ్చే అవకాశమే లేదండి అతను పిల్లలకి ఎక్కువ గనక వ్యతిరేకత నేర్పుతూ ఉంటే ఎదురు తిరిగి మనస్తత్వం ఉంటారని ప్రతిదానికి ప్రోత్సహిస్తూ ఉంటే అభినందించే వ్యక్తిత్వం మెచ్చుకుంటారు మీరు ప్రేమిస్తే పది మంది ప్రేమిస్తారు అర్థమర్థం మీరు భయపెడితే పిరికివాడగా తయారవుతారు అర్థమర్థం మీరు మీరు కనుక ప్రోత్సహిస్తూ ఉంటే దాన్ని సాధించి అద్భుతాలు సృష్టిస్తారండి అర్థమవుతున్నా మీరు నమ్మితే వాడు న్యాయంగా జీవిస్తారు ప్రతి విషయం ఇట్లాంటి కొన్ని వందల విషయాలు చెప్తానండి ఒకటి కాదు రెండు కాదు అవకాశం ఉంటే మీ కమిటీ వాడితో మీరు మాట్లాడి నాకు రేపు కరెక్ట్గా seven to eight morning evening seven to eight ముచ్చాలు లాంటి మాటలు చెప్తాను వచ్చి సండేనే కదా అందరు ఖాళీగా ఉంటారు వచ్చి నాలుగు మాటలు వినవనండి నచ్చితే ఉపయోగించుకుంటారు లేదనుకుంటే వదిలేస్తారు తప్పే ఉంది అందుట్లో అవకాశం ఉంటే నాకు ఈ అవకాశాన్ని కల్పించమని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మన బిఎన్ జగన్ రెడ్డి గారికి జయంతి గారికి అలాగే కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అర్థమంతా మూర్ఖుడు ఇంట్లో చెల్లుతాడు మునుసు ఊళ్ళో చెల్లుతాడు రాజు రాజ్యంలో చెల్లుతాడు పండితుడు ప్రపంచంలో చెల్లుతాడు ఒక విశ్వంలో వచ్చేలాగా గుర్తొచ్చుకోండి the greatest benefits for spiritual teacher rather than year who can lakhs of అండ్ కోసం ఈ ప్రపంచం అత్యంత ధనవంతుడు అంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే ఆధ్యాత్మికత ధనవంతుడు అటువంటి ఆధ్యాత్మంలోకి మీరు కూడా ప్రవేశించి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యత కలకాలం బ్రతకాలని ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ చివరిలో అమ్మ వివరంగా చెప్పటం కాదు నేర్పించి పంపిస్తా చెబితే బుద్ధి మారుతుంది ఆచరిస్తే మనసే మారుతుంది